సినిమాకి ఏదో ఆడిషన్ జరుగుతుంటే చిన్న పేపర్ చుట్టి తీసుకెళ్ళాను ఫోటో ఒకటి ఎవడ మామూలుగా తీసిన ఫోటో అది ఫోటో షూట్కి అప్పుడు ఐదు వేలు నుంచి ఏడు వేలు ఫోటో షూట్ ప్రాపర్ ఫోటో షూట్కి ఐదు వేలు నుంచి అంటే అదేంటి స్టూడియోలో మామూలుగా స్టూడియోలో ప్రాపర్ ప్రాపర్ గెటప్లు గెటప్ గెటప్ సరేసాను సార్ అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర మన ఏంటి మరి ఫోటో అంటే నీకు ఫోటో లేదు ఏం లేదు వెళ్ళి కనబడి నిలబడి ఉన్నా చూసుకో అంతే తప్ప సార్ ఎప్పుడు అనలేము నీ ముందున్నా చూసుకో అక్కడ కూడా బలిపోయామండి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా అంటారు కదా వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఏంటి నెంబర్ ఇచ్చేసాము కవర్ కవర్ ఆడతాం ఓకే ఫైన్ అలాగే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఫస్ట్ ఇంకా కృష్ణవంశీ అది ఇంకా ఎవ్రీబడి నోస్ దాని గురించి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్పాను ఆయన దృష్టిలో పడి అసిస్టెంట్ డైరెక్టర్ దానికి నేను వెళ్ళాడు తగ్గి దాన్ని ఇమిటేట్ చేయడం ఆయన హీరోలా చేయాలి చేసి చూపించడం నేను ఆయన నచ్చడం ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకోవటం నాగార్జున గారు కూడా నాకు స్పోర్టివ్గా తీసుకోవటం నా ఫస్ట్ చెక్ ఇచ్చింది కూడా ఆయనే ఫస్ట్ జీతం రూపంలో వచ్చింది ఆ టైంలో మళ్ళీ మనోడు కొంచెం మన వంశీ గారు రమ్మాజీ దాంట్లో క్యారెక్టర్ చూసి చేయాలనుకున్నాను దట్స్ హౌ సింధూరం స్టార్ట్ నాకు నాకు అదే నాకు బిగినింగ్ యాక్టింగ్ కంటే యాక్టింగ్ పక్కన పెట్టేసాం కాబట్టి ఆ థాట్ అనేది యాక్టింగ్ మళ్ళీ మర్చిపోతాను ఏడీ కష్టాల్లో నువ్వు బాపు గారితో పనిచేసావు అది నీ అదృష్టం నేను ఎలా ఫీల్ కానీ దానికి దానికి ప్రతిరోజు ఏం చేసామంటే ఎవరో చెప్పారు నాకు సలహా కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారు అని కనిపిస్తూ ఉండాలంటే ఎలా అభిప్రాయం ఏం దానికి ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఎక్కువ కనిపిస్తే చిరాకు కూడా వస్తాం అది మనకు తెలియదు అప్పుడు <laughs> అది తెలియక ఆల్మోస్ట్ చిరాకు తెప్పించాను నాకు తెలిసి ఏం చేసామంటే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి పొద్దున ఒక ఎనిమిదింటిన్నర తొమ్మిదింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో బయట ఇంటర్ దగ్గర కుర్చీలు ఉంటాయి కదా ఆ కుర్చీలో కూర్చొని ప్రతిరోజు ఏడింటి దాకా వెయిట్ చేశానండి ఆ టైంలో నాకు కొంచెం లైట్ కొంచెం పట్టుండేది ఏంటి స్టార్ట్ టైం మొత్తం అవుట్ ఎందుకంటే లంచ్ టైంలోనే అందరూ బయటకు వస్తారు రూమ్ లంచ్ లంచ్ టైంలో నేను బయట లంచ్ చేయడానికి వెళ్తే ఇలా కనపడిన అందుకని ఆ తొమ్మిది నెలలో ఒక సంవత్సరం ఉన్నారా ఆల్మోస్ట్ నో లంచ్ వెళ్ళి ఫిట్ అయిపోయా సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫైనల్గా చూసి వీడు వదిలేటట్టు లేడు వీడికి ఒక క్లాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చేద్దామని ఇచ్చారు ఇచ్చి రాధాగోపాలం జరిగింది అది మామూలు అదృష్టం కాదు ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్ బాపు గారు అనే స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యానన్న ఫీలింగ్ దాన్ని కొట్టే ఫీలింగ్ ప్రపంచం అష్టాచమ్మ సినిమా విషయంలో కూడా కొన్ని కథనాలు తెలి కథలు తెలిసాయి అప్పట్లో కొన్ని రకరకాలుగా అనుకుంటున్నారు వేరే వేరే రకరకాలుగా ఫైనల్గా ఆ హీరోకి ఆడిషన్ లాగా షూట్ చేస్తుంటే నేను తనకి డైలాగులు ఇవ్వడానికి నేను ఆ ఫ్రెండ్ నేను అంటే తను రియాక్ట్ అవ్వాలంటే పక్కన కూడా ఉండాలి కదా యా యా యా అది నువ్వు ఓకే ఓకే సో ఈ ఆడిషన్లు వాడితో వీటితో ఇలా రకరకాలుగా వేరే వేరే ఆప్షన్స్తో చూస్తూ ఉన్నారు కదా చూస్తూ చూస్తూ చూస్తే నేను కనెక్ట్ అయ్యా నేనే చేస్తే బెటర్ అని నువ్వే అయిపోయి హీరో అది ఇదని ఏంటి హీరో నేను నేను జాలిపడ్డా మీద ఏంటి నన్ను హీరో అంటున్నారు ఎవడు వస్తాడు ఎవడు చూస్తాడు వీళ్ళు పిచ్చోళ్ళు సర్లే నాకు ఒక క్యాసెట్ ఉంటుంది కదా నాకు ఒక సీడీ ఉంటుంది లైఫ్లో చూసుకోవాలంటే చేసేద్దాం అనుకున్నా కానీ వాళ్ళే కరెక్ట్ నేనే రాంగ్ వర్కౌట్ అయింది అంతే నాది సింధూరం ఫోటోషూట్ అంటే అనౌన్స్ చేసి అనౌన్స్మెంట్ అయిపోయింది అంటే చేస్తున్నానని తను అనుకున్నాడు బ్రహ్మాజీ ఫిక్స్ నా విషయం వచ్చరికి చాలామంది చెక్కిందా మైండ్ దొబ్బిందా ఇలాంటి ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే పది మందిలో ఒక ఎనిమిది తొమ్మిది మంది ఆయన అప్పుడే ఫిక్స్ ఫిక్స్ అవ్వలేదు ఇంకా ఆయన అలాంటి ఫిక్స్ అవుతాడు కాదు అంటే కాదు ఆ కాదు అంటే మళ్ళీ ఇక్కడ పేర్లు చెప్పడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే డౌట్ వచ్చి అనుకుంటే నేనే అన్నా మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టున్నారు ఇంకోటైతే ఏడిచేస్తాడు కొంచెం తెలుస్తుంది నాకు ఏం ప్రాబ్లం లేదండి లేకపోతే నష్టం ఇది కాకపోతే తర్వాత ఇది కాకపోతే నెక్స్ట్ అస్సలు ఏ రకంగా okay fine next photoshoot photoshoot అయిన వెంటనే ఫోటోలు చూసి అసలు నాకే ఈ బాబాయ్ నేనేనా అనిపించింది అంటే అంత బాగా వచ్చేసినాయి అక్కడ ఫుల్ రివర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ చేస్తున్నా ఫిక్స్ అలా తెలుసావు రకరకాల నా క్యారెక్టర్ వరకు అది సినిమా కథ కథలో కథలో ఈ క్యారెక్టర్ లేదు కథ వేరు అసలు టోటలీ ఒక టోటలీ బ్రహ్మజీ ఇది సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది అనేది తీసుకొచ్చిన ఎలిమెంట్ ఇది ఈ ఎలిమెంట్ వర్కౌట్ అయిపోయింది సాలిడ్ గా వర్కౌట్ చేసేటప్పుడు అనిపించిందా సర్ప్రైజ్ అయినా రిలీజ్ తర్వాత ఇది ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ఎలిమెంట్ ఎవడం అనుకోలేదు ఎవడు అనుకోలేదు అనుకోలేదు ఆయనే అనుకోలే మీకు అనిపించింది అస్సలు చేసేది నేను నా సీన్ అంతే అది అది వచ్చిన తర్వాత రకం చూడు ఇప్పుడు ఫోన్ చేసి ఏ బలం ఉంది సినిమాలు బలం ఉంది ఆ చూడు సినిమా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫోకస్ పాయింట్ హై రే హై అది ఎవరితను సాలిడ్గా పడుకోండి దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ అష్టా చెమ్మ ఆర్డర్ కొర్రాడు ఆర్డర్ బలం ఉన్నాడు అనిపించింది యాక్టివ్గా ఉన్నాడు అని మీరు తర్వాత చేశారు ఫస్ట్ స్టార్ ఫ్రమ్ తెలుగు సినిమా అవి నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ రోజు మేము ఉబ్బి తబ్బిపోయాం అందరికి ఫోన్ చేసుకుని మీరు అందరికి ఫోన్ చేశారు నేనేంటంటే చాలా గొప్పగా మోహన్ కృష్ణ గారికి అందరికి ఫోన్ చేసి నాకు ఎవరు ఫోన్ చేశారు తెలుసా లలితేజ్ గారు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే ఆ నాకు చేశారు ఓ మీకు చేశారు సరే మీ దగ్గర ఇవ్వలేని బిల్డప్ అని తర్వాత శ్రీనికి ఫోన్ ఫోన్ చేశారు స్వాతికి ఫోన్ చేశారు అందరూ నాకు చేశారు ఓ నాకే నాకు చేశారు మొత్తం సెటప్ సెటప్ తగిన నచ్చేసింది అమ్మ వచ్చాడు ఇంకోడు అనిపించింది రైడ్ రైడ్లోని క్యారెక్టర్ అంటే రైడ్ కూడా ఒక ఫస్ట్ లో అన్ని అన్ని ఫిల్మ్స్ చూసి అక్కడి నుంచి నాకు పిల్ల జమీందార్ కానీ అంటే నాకు తెలిసి నువ్వు పలానా సినిమాలో అంటే నా ఇప్పుడు అడిగావు అనుకో నా సినిమాలు ఏ ఎవరిని అడిగాను అనుకో నాని సినిమాలు నీకు ఏది ఇష్టం పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక సినిమాలో బాగాలేదు అంటానికి ఏది లేదు సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు ఆడచ్చాడు మన ఓకేనా బట్ నువ్వు ఎప్పుడు ఆర్టిస్ట్గా ఫీల్ అవ్వలేదు అవ్వో కూడా నాకు తెలిసి కాన్ఫిడెంట్ చెప్పగలను మనం అవ్వం అంతే ఫిక్స్ అన్న అది మన అసలు అది అది జరిగిన రోజు ఇంకా ది ది ఎండ్ అంతే అంటే ఇంకా ఇంకా అలా అనిపిస్తే మనకి మనకి చూసి దీన్ని నా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అనిపిస్తే అంతే చాలు చలో థ్యాంక్ యూ గుడ్ బై